ఒకేసారి రెండు డిగ్రీలు వినడానికి బాగుంది ఈ వివరాలను తెలుసుకునే ముందు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు Telugu all in one channel line దేశంలో విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేసే పరిస్థితులు త్వరలో రానున్నాయి అయితే రెండు ఒకేసారి రెగ్యులర్ కోర్సులుగా ఉండేందుకు అనుమతి ఉండదు సాధారణ కళాశాల తరగతులలో రెగ్యులర్గా ఒక కోర్సు మరొకటి ఆన్లైన్లో దూర విద్య ద్వారా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మేరకు యూజీసీ అనగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనుమతించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధానంలో అమలులోకి గనక వస్తే దేశంలో విద్యా సంస్థల్లో విద్యార్థులు రెండు డిగ్రీ కోర్సులు కలిపి ఒకే విద్యా సంవత్సరంలో పూర్తి చేయవచ్చు ప్రస్తుత పరిస్థితిలో విద్యార్థులు పోటీని ఎదుర్కొనేందుకు అవసరమైన నైపుణ్యాలను ఈ విధానంలో ప్రపంచ స్థాయి జాబ్ మార్కెట్లో అవసరమైన నైపుణ్యాలను ఏకకాలంలో అభ్యసించే అవకాశం ఉంటుంది ఒక డిగ్రీలో లేని నైపుణ్యాలను ఇతర డిగ్రీ ద్వారా అభ్యసించవచ్చు ఏకకాలంలో రెండు డిగ్రీ కోర్సుల ప్రతిపాదనలు రెండు వేల పన్నెండులోనే యూజీసీ ముందుకు రాగా ఈ ప్రతిపాదనలపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అప్పటి వైస్ ఛాన్సలర్ నేతృత్వంలో కమిటీ ద్వారా అధ్యయనం చేయించి రెగ్యులర్ విధానం కింద డిగ్రీలో చేరిన విద్యార్థి అదే సమయంలో ఓపెన్ లేదా డిస్టెన్స్ విధానంలో గరిష్టంగా ఒక అదనపు డిగ్రీ చేయడానికి అనుమతించవచ్చని ఆ కమిటీ సిఫార్సు చేసింది రెగ్యులర్ మోడల్లో రెండు డిగ్రీలు ఒకేసారి అనుమతించడానికి పాలనాపరమైనటువంటి విధానాలు అడ్డుపడుతున్నాయని అభిప్రాయపడింది నైపుణ్యాలు ఉంటేనే పోటీలో నిలదొక్కునేది ప్రస్తుత మారుతున్న ప్రపంచీకరణ సరళీకరణ విధానాలు పెరుగుతున్న పోటీ నేపథ్యంలో విద్యార్థులలో అవసరమైన నైపుణ్యాలు ఉంటేనే నిలదొక్కుకోగలుగుతున్నారు లేదంటే ఐఐటి ఎన్ఐటి వంటి జాతీయ సంస్థలతో టాప్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు సైతం పోటీలో వెనకబడుతున్నారు ఈ నేపథ్యంలో విద్యార్థులు పోటీని ఎదుర్కొనాలంటే పరిజ్ఞానం మరింత అవసరమని భావించి ఒకేసారి రెండు డిగ్రీలకు అవకాశం కల్పించే దిశగా యూజీసీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది కాలానికి అనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్న విద్యార్థులు ఆయా కోర్సుల్లో లేని నైపుణ్యాలను మరో డిగ్రీలో చేరి అభ్యసించవచ్చు దాంతో డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకునేందుకు మరికొన్ని కోర్సులు చేయవలసిన అవసరం లేకుండా ఏకకాలంలో రెండు డిగ్రీల ద్వారా వాటిని పొందనున్నారు ప్రస్తుత పరిస్థితులకు రెండు డిగ్రీల విధానంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఫ్రెండ్స్ దీన్ని కనుక మీరు ఏకీభవిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి